hi friends C one S one is finally here today పీపుల్తే చూద్దాం ఫస్ట్ సీజన్ ఎట్లా మొత్తం చేంజ్ చేసినాడు అసలు రివార్డ్స్ కానీ సీ వన్ ఎస్ వన్ బోల్తే పబ్లిక్ ఇదేంది మొత్తం టైర్ అంతా మార్చేసినాడు ఓకే టెక్వన్ ఎరా వావ్ ఓకే రాయల్ పాస్ కొనేద్దాం ఇంకా లేట్ చేసేది ఎందుకు వచ్చేసింది త్రీ సిక్స్టీ సి ఓ మన ఫస్ట్ సీజన్ అనేసి సిక్స్టీ యూసీ ఆఫర్ ఇస్తుండు త్రీ హండ్రెడ్ యూసీకే మనకు రాయల్ పాస్ ఫ్రెండ్స్ ఎవరైనా కొనేటట్టుంటే ఇది బెస్ట్ అనుకోవచ్చు మనకి ఫస్ట్ మళ్ళీ త్రీ హండ్రెడ్ చూసి బ్యాక్ వచ్చేస్తుంది ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ సీజన్ మనకి చాలా తక్కువకే వస్తుంది రాయల్ పాస్ బై చేసేద్దాం super select royal pass eighty UC wow OP dress wow dust camo soldier M one six A four ఓహో మాస్క్ అవుట్ఫిట్ మాస్క్ అనుకుంటా మనకు రివార్డ్స్ అయితే బాగానే ఉన్నాయి గాయస్ ఇక్కడ లెవెల్ టెన్లో హెల్మెట్ ఉంది ఫిఫ్టీన్లో ఒక ఫ్రీ అమౌంట్ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత మనకి బైక్ స్కిన్ ఇచ్చినాడప్ప అసలు వెహికల్స్కి రాయల్ పాస్లు ఇస్తాడని ఎక్స్పెక్టే లేదు చాలా రోజుల తర్వాత ఇచ్చినాడు ఏదో చెత్త అవుట్ఫిట్ ఇచ్చినాడు ఈ క్యూబ్ జెడ్ స్కిన్ ఏందయ్యా ఇది ఫార్టీ ఆర్పీలో స్కారల్ స్కిన్ ఉప్పి ఉప్పి స్కిన్ బ్రో స్కారల్ ఇంకా మనకు direct hundred RP outfit hundred RP outfit అయితే పర్లేదు నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు అది ఎవరికైనా నచ్చింటే తప్పకుండా తీసుకోండి royal pass okay guys finally royal pass కొనేసాం ఇంకా వీక్లీ మిషన్స్ చూసేద్దాం week one missions complete six matches in a team with friends in mission ignition complete ten matches with friends in arena mode complete ten matches with in classic mode మనకు ఫస్ట్ మిషన్ చూసుకుంటే complete ten matches with friends అయితే అయిపోతుంది పెద్ద మ్యాటర్ ఏం కాదు use energy drinks thirty times classic mission ఇగ్నే ఇగ్నేషన్ అనే కొత్త ఈవెంట్ ఒకటి వచ్చింది ఆ ఈవెంట్లో మనం ఎనర్జీ డ్రింక్స్ కంప్లీట్ చేయొచ్చు అట్లనే ఎరంగిలో చేయొచ్చు use M four sixteen to eliminate thirty players in classic mode కొత్త మ్యాప్ అలాగే ఎర్ర యాంగిల్లో ఎం ఫోర్ సిక్స్టీన్తో థర్టీ మెంబర్స్ని ఎలిమినేట్ చేయాలా అంటే కిల్ చేయాలా travel more than ten thousand meters while operating a vehicle with teammates టీమ్మేట్స్ని తీసుకొని మనం డీలో అయినా పర్లేదు స్క్వాడ్ అయినా పర్లేదు టెన్ థౌజండ్ మీటర్స్ వెహికల్లో తిరిగేస్తే ఇది అయిపోతుంది land on rooftop school Erangel three times హార్ట్ ఇన్ three times water treatment Miramar ఈ మూడిట్లో ఏదైనా త్రీ టైమ్స్ బిల్డింగ్ పైన ల్యాండ్ అయితే సరిపోద్ది రైట్ ఎయిర్ కన్వే మనకి కొత్త వెహికల్ ఒకటి వచ్చింది ఎయిర్ ఎయిర్ కన్వీనియర్ అనేసి ఒక వెహికల్ వచ్చింది దాంట్లో టెన్ టైమ్స్ రైడ్ చేయాలి అంటే మనం తిరగాలి make two post and movement post అంటే ఏం లేదు ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మూమెంట్స్ ఉంటుంది మూమెంట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే పోస్ట్ స్టేటస్ ఇక్కడ మన ఫ్రెండ్స్ని యాడ్ చేసేసి వెయిట్ వెయిట్ వెయిట్ ఇట్లా కొట్టిన వెంటనే ఒక లైక్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ అది అయిపోతుంది తర్వాత ఫైనల్ సెవెన్ ఫిఫ్టీ డ్యామేజ్ మనం క్లాసిక్ లో హెడ్ షాట్ ద్వారా ఇస్తే సరిపోతుంది వీక్ వన్ మిషన్స్ ఓకే ఇప్పుడు టూ చూద్దాం ఒక సెకండ్ ఓకే మనకు వీక్ టూ కూడా ఓపెన్ అయిపోయింది finish two enemies with grenades eighteen meters seven eighteen meters లాంగ్లో గ్రానైట్స్తో టూ ఎనిమిస్ని కిల్ చేయాల ట్వంటీ ల్యాక్స్ టీమ్మేట్స్కి ఇచ్చేసేయండి డిస్ట్రా టెన్ వెహికల్ డేస్ ఈ త్రీ మిషన్స్లో ఏదో ఒక్కటి కంప్లీట్ చేసినా మనకి మిషన్ కంప్లీట్ అవుతుంది use adrenaline syringe ten times in classic mode or mission ignition ఈ టూ మ్యాప్స్లో మన క్లాసిక్ మోడ్ ఏ మ్యాప్ అయినా అవ్వచ్చు మిషన్ ఇగ్నిషన్ మ్యాప్ ఇవి వీటిలో ఏ దాంట్లో అయినా సిరంజి టెన్ టైమ్స్ వేసుకోవాలా ఒకే మ్యాచ్ టెన్ వేసుకున్నా అయిపోతుంది మనకేం ప్రాబ్లం లేదు ten enemies with light machine gun light machine గన్తో త్రీ ఎనిమిస్ని కిల్ చేయాలి కొత్త గన్ వచ్చింది ఏ డ్రాప్ గన్ అది finish eighteen enemies with SMG Los Leones Miramar finish eighteen enemies with SMG సిఎస్ నాక్ military base finish eighteen enemies with SMG paradise ఈ త్రీ వాటిలో మనం ఏ మ్యాప్లో అయినా ఏ ప్లేస్లో అయినా ఎయిటీన్ ఎనిమిస్ని ఎస్ఎంజీతో కిల్ చేయాలి finish fifteen enemies with M two four in arena okay అది అందరికీ తెలిసిండేది use M two four to plus six players in classic mode or mission ignition classic mode అవ్వచ్చు మిషన్ ఇగ్నిషన్ అవ్వచ్చు వీటిలో ఏ దాంట్లో అయినా మనం ఎం టూ ఫోర్తో సిక్స్ ప్లేయర్స్ని ఎలిమినేట్ చేయాలి ఈ రెండిట్లో ఏజ్ చేసినా అయిపోతుంది in classic mode eliminate with vehicle six times as a squad స్క్వాడ్లో ఉన్నప్పుడు ప్లేయర్స్ని సిక్స్ టైమ్స్ ఎలిమినేట్ చేయాలి అంటే సిక్స్ ప్లేయర్స్ని సిక్స్ టైమ్స్ వెహికల్తో activate ten petrol and protection robots in mission ignition మనకి పెట్రోల్ది అట్లనే ప్రొటెక్షన్ రోబోట్స్ది మిషన్ ఇగ్నిషన్ మ్యాప్లో దొరుకుతుంది వాటిని మనం యూస్ చేస్తే సరిపోతుంది సింపుల్గా యాక్టివేట్ చేస్తే pickup suppressor in twenty matches in classic mode or mission ignition ఇది అందరికీ అదే సప్రెజర్ అది ఎస్ఎంజీ అవ్వచ్చు ఏఆర్ అవ్వచ్చు స్నైపర్ అవ్వచ్చు ఏదో ఒక సర్ప్రైజర్ మనం పికప్ చేసుకోవాలి ట్వంటీ మ్యాచెస్ ఓకే ఫ్రెండ్స్ అంతే ఈ video if you like the video please do like and subscribe and share with your friends okay bye ఇంకా ఆడేసేయండి కొత్త సీజన్ ఎట్లుందో ర్యాంక్ పుష్ అంతా స్టార్ట్ చేసేసేయండి కాంకరర్ పుష్